రుక్మిణి ఎలా ఉన్నారు ఆరోగ్యంగానే ఉన్నారా అదేనండి ఈ టీవీ న్యూస్లు ఇంటర్వ్యూలు మీడియా గోలలో మీ ఆరోగ్యం పదలమేనా అని కొంచెం బెంగతో అడుగుతున్నా సామాజిక విలువలు కాపాడే జర్నలిస్టులందరికీ పాదాభివందనాలు ఆ మిగిలిన కొద్ది మంది బీభత్సమైన శాడిజంతో రెచ్చిపోయే మెంటలిస్టులకి ఈ సటైర్ ఎపిసోడ్ చూడండి సరదాగా మీకోసం three two one guys welcome to one on one discussion మొత్తం భారతదేశం అంతా ఎంతో ఆసక్తిగా the whole nation is waiting to know this ఇక్కడ నాతో నేను నాలో నేను మాట్లాడుకునే కి స్వాగతం నన్ను నేనే చీల్చి చెండాడుకునే చాంతాడు ప్రోగ్రాం అటైలా made cancer truth but nothing but truth don't touch your remote don't get up for bathroom or any room sit there Don't even dare to change the channel. You're not alone. The whole country is watching this. Stop thinking, drinking and eating. Just shut your senses and pay attention. Huh? What nonsense ఏంటి నేను న్యూస్తో భయపెడుతున్నానా నేను న్యూస్ చదువుతుంటే చేతబడి మంత్రాలు చదువుతున్నట్టుందా సెల్లే అసలు న్యూస్కి కేర్ ఆఫ్ అడ్రస్ నేనని మర్చిపోయి జలసీ వల్ల అలాంటి టాక్ వచ్చింది కానీ నిజం మీకు తెలుసు జనాలకి తెలుసు ఎస్ మీరు నేను ఏడుస్తూ న్యూస్ చదవాలని కోరుకోరు కదా ఈరోజు పలానా నాయకుడు చనిపోయాడు అంటే కిక్కేది కిక్కు కిక్కేది అదే ఊదరగొట్టి అసలు ఈ నాయకుడు పోవడానికి గల లేనిపోని కారణాలు ముందే చేసుంచిన వీడియో వేస్తే అది కదా మన స్పెషాలిటీ పైగా ఇదివరకట్లా వీణ బీట్లు హిందుస్థానీ సంగీతాలు వేస్తే మీరు మాత్రం చూస్తారా అందుకే ఫాస్ట్ బీట్ న్యూస్కి ట్రెండ్ సృష్టించిందే నేను నన్ను మెంటల్ అన్న వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ చెక్ చేసుకోమనండి భారతదేశం మొత్తం ఎదురు చూస్తోంది ఈ సమాధానం కోసం ఏమన్నారు నేను గిల్లి గొడవలు పెడుతున్నానా అసలు గిల్లవలసిన అవసరమేముంది ప్రతి చోట ప్రతి నిమిషం ఏదో గొడవ అవుతూనే ఉంది లేదా మనకి సృష్టించే ఛాన్సు ఛాన్స్ ఉంది అంటే సాధారణంగా ఛాన్స్ నేను తీసుకుంటాను జనాలకి ఇవ్వనంతే దానికే ఓ ఇదైపోతున్నారు ఏంటి డిబేట్స్ లో వచ్చేవాళ్ళు మాత్రం చిన్న పిల్లలేం కాదు కదా ఒక్కడికి ఒక్కడికైనా డీసెన్సీ ఉందా నేను తొక్కి నార తీయకపోతే వాళ్ళు మా జర్నలిస్టులకు అవకాశం ఇస్తారా అందుకే నోరేసుకుని పడిపోతాను దాట్స్ ఆల్ పైగా ప్రజలు చూస్తున్నారు జనాలు తెలుసుకోవాలనుకుంటున్నారనేది అనేది నా ఊత పదం రాజకీయ నాయకులు ఇది చెప్పగానే గమ్మునుంటారు అది నా గొప్పతనం కాదు నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఏంటి టీఆర్పీ కోసం గొడవలు పెడతామా మరి టీఆర్పీ లేకపోతే ఛానల్ ఉండదు కదా oh, ఆ మాత్రం ఊపు లేకపోతే శతకోటి లింగం ఛానల్స్ అందులో నాది కూడా ఒకటైపోదు మీరు ఎక్స్ట్రా చేస్తున్నారు ఏమిటి నేను కులమత విద్వేషాలు రెచ్చగొడుతున్నానా అసలు కులరహిత సమాజం నా నినాదం నేనే కదా మొదలు పెట్టింది మర్చిపోయారా అసలు మా ఛానల్లో ఉన్నాళ్ళంతా మా ఊళ్ళే కదా అందుకే అభిమానం ఉంటుంది మీ ప్రశ్న టూ మచా ప్రతి కులానికి సంఘాలున్నాయి ప్రతి గల్లీల్లో వాటి ఆఫీసులున్నాయి కొంచెం కీస్తే గొడవ చేయడం వెరీ వెరీ ఈజీ నాకు ఏమిటి మా కులం గురించి పొగుడుతూ మిగతావి తిడుతున్నానా అందులో చిత్రమేముంది సార్ కుల మత విద్వేషాలు నేను రెచ్చగొట్టి ఊదరగొట్టేదేముంది సార్ మన రాజకీయాలు ఎప్పుడో చెడగొట్టాయి మనకొచ్చే ఫండ్స్ని బట్టి మనం హైలైట్ చేసే మతాలుంటాయి మాకు ప్రత్యేకంగా ఏ మతం మీద ఫ్యాంటసీ లేదు డబ్బున్న మతమే మా ఛానల్ అభిమతం మత కల్లోలాల్లో ఎంత మతి చెడగొడితే మా ఛానల్కి అంత బిజినెస్ లేకపోతే మోసుకు కూర్చోవాలి ఏమన్నారు మా ఛానల్ ఓ రాజకీయ పార్టీ కొమ్ము కాస్తోందా కొమ్ము కాయకపోతే మా ఛానల్కి వచ్చే డబ్బులు చెట్ల కొమ్మల నుంచి వస్తాయా సార్ ఆ కొమ్మల నుంచే మేం కుమ్మేది అదంతా ఓపెన్ సీక్రెట్ సార్ మీకు తెలియదు కానీ మా వాళ్ళు అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకుని ఏ ఎండకి ఆ గొడుగు పడతారు కానీ మీరన్నట్టు రూలింగ్లో ఉన్న పార్టీని ఆడుకుంటే మాకు ప్రాబ్లం కదా అందుకని రూలింగ్ పార్టీల జోలికి వెళ్ళను ప్రతిపక్ష నాయకుణ్ణి రెబల్ నాయకుల్ని టార్గెట్ చెయ్యకపోతే రూలింగ్ పార్టీ ప్రాపకం ఎలా వస్తుంది నాకు పైగా మనోడు కదా ఏంటి మా వాళ్ళని మా పార్టీని టూ మచ్గా ప్రొటెక్ట్ చేస్తున్నానా వాళ్ళ మీద అరుస్తూనే ఉన్నానుగా పై పైకి కనిపెట్టేశారా అలాగైతే ఓకే ఇది channel business magic sir logic తీయకండి మైండ్ పాడు చేసుకోకండి ప్రతి పార్టీకి ఛానల్స్ ఉన్నాయి బాస్ ఏంటి నాకు జర్నలిస్ట్ ఎథిక్స్ లేవా సామాజిక స్పృహ లేదా మీడియా స్పీడ్ యుగంలో ఉంది సార్ ఎథిక్స్ ఫిజిక్స్ లాంటివి పోయి చాలా రోజులైంది నాకు కొత్త విద్య నేర్పకండి సామాజిక స్పృహ సోషల్ కన్సర్న్ ఉన్నా నా మాట వినేది ఎవడు సార్ ఇప్పుడు జనాలకి నిజం అక్కర్లేదని నేను డిసైడ్ అయ్యా అందుకే మెసేజ్లు మానేసి సెన్సేషన్కి ఫిక్స్ అయ్యా ఊదరగొట్టి జనాలకి రోగాలు ప్రసాదించడమే నా ధ్యేయం భారతదేశం మొత్తం నా న్యూస్ కోసం ఎదురుచూస్తోంది మళ్ళీ కలుద్దాం అభ్యుదయ సమాజమని శ్మశానమని కులరహిత జగమని కుళ్ళు నీళ్ల కాలవని కాలరెగరేసే దొంగ జర్నలిస్టులకి సదరు టీవీ ఛానల్స్కి ఈ రుసరుసలు అంకితం అర్థం పర్థం లేని ఈ వాగుడుకాయల తలకాయలు ఏ పులి నోట్లోనో పెట్టుకుని కరక్కాయలా కొరికించాలనే కోరికని అణుచుకుంటూ జనాల ప్రయోజనానికి జర్నలిజం ఎథిక్స్ పెంచుకుంటూ ఈ మెంటలిస్టులు మారతారని ఆశిస్తూ మీ రుక్మిణి